Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Today idiom is face the music means to receive punishment or criticism. Face the music అనగా మరి నిందను పొందుట లేదా అతడు చేసినటువంటి తప్పుకి పనిష్మెంట్ని పొందటాన్నే ఫేస్ ద మ్యూజిక్ అంటాం మన తెలుగులో ఏదైనా తప్పు చేస్తారే నీకు ఈరోజు మ్యూజిక్ ఉందరా అంటారు ఈ విధంగా అనమాట మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే హిస్టరీ పెద్దగా అవసరం లేదండి మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం to accept criticism to accept criticism or punishment for you wrongly doing చేసినటువంటి తప్పుకి మరి నిందలను పనిష్ మరి పనిష్మెంట్ని శిక్షణ పొందటాన్ని మరి ఫేస్ ద మ్యూజిక్ అంటాం ఎగ్జాంపుల్ ఏంటి అంటే if you do something wrong నీవు కనుక ఏదైనా తప్పు చేస్తే you will face the music నీవు చేసినటువంటి తప్పుకి శిక్షను అనుభవిస్తావు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే if you do something wrong you will face the music నీవు కనుక ఏదైనా తప్పు చేసి ఉంటే నువ్వు శిక్షను అనుభవిస్తావు అని చెప్తున్నారనమాట ఫేస్ ద మ్యూజిక్ మీన్స్ శిక్షను అనుభవించుట మరి నాని టెక్కిన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్